Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. By leaps and bounds means rapidly. By leaps and bounds anaga rapidly అతి త్వరగా వేగముగా అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే వెరీ క్విక్లీ వెరీ క్విక్లీ అతివేగముగా క్షణకాలంలో ఇన్ ఏ ఫ్లాష్ టైమ్ చాలా విధాలుగా చెప్పుకోవచ్చు ఏదైనా ఒక క్రియ అనేటువంటిది చాలా త్వరగా జరిగిపోతే దాన్ని బై లీప్స్ అండ్ బౌన్స్ అంటారు మరి ఎగ్జాంపుల్ అంటే the price of tea is growing by leaps and bounds tea యొక్క ధరల ధరలు అనేటువంటివి చాలా అతివేగంగా పెరుగుతూ వెళ్తున్నాయి అన్నమాట టీ యొక్క ధరలు మరి బై లీప్స్ అండ్ బౌన్స్ అంటే ధరలు పెరుగుట ఇక్కడ టీ యొక్క ధరలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు ఈ యొక్క కరోనా పాండమిక్ టైంలో మనం ఏం అయ్యా అంటే the price of petrol is growing by leaps and bounds the price of petrol is going by leaps and bounds అనగా మరి పెట్రోల్ ధరలు అనేవి అనేటువంటివి రోజు రోజుకి ఆకాశాన్ని దాటుతున్నాయి లేదా పెట్రోల్ ధరలు అతివేగంగా పెరుగుతున్నవి అని చెప్పవచ్చు మరి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నాని టెక్కన్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్